అందరికీ నమస్కారం ఈరోజు సిక్స్ ఇయర్స్ అభయ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మా జర్నీ ఈరోజు ఎస్ఆర్ కళ్యాణ్ అండపం సినిమాతో మేము ముందుకు వస్తున్నాం సో యాంకర్గా యాంకర్ అది ఎవరు లేకన్నా సో మా జర్నీ గురించి కానీ ఈ సినిమా ఎలా చేసాం ఈ సినిమాని మేము ముందుకు ఎలా తీసుకొస్తున్నాం అసలు ఏంటి అని డిస్కస్ చేయడానికి ఇది నేను చోటుబాయ్ అని పిలుస్తూ ఉంటాను తన పేరు శ్రీధర్ గాదే మాకందరికీ అలవాటు చోటుబాయ్ చోటుబాయ్ అని పిలవడం ఇంకా చోటుబాయ్ చెప్పు మరి ఇంకా మన ఇద్దరం ఈ సిచ్యువేషన్కి వచ్చాం అండ్ ఎలా అనిపిస్తుంది ఏంటి ఉంది అదే చాలా హ్యాపీగా ఉంది అసలు అంటే నేను ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు తెలిసి నేను ఈ స్టేజ్లో కూర్చుని ఇక్కడ కూర్చుని మాట్లాడతానని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు ఇంకా నా మూవీ జర్నీ అంటే యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఒక విలేజ్లోనే ఉండేవాడిని దాని తర్వాత రేపల టౌన్కి వచ్చి ఒక సెవెంత్ క్లాస్కి ఇంకా టౌన్కి వచ్చేసాను టౌన్కి వచ్చిన దగ్గర నుంచి నాకు మూవీస్ అలవాటైనాయి అనమాట అంటే ఏముంది అప్పుడు నేల <laughs> మనమంతా నేల బెచ్చి తెలిసిందే కదా అప్పుడు నేల టికెట్ నాకు తెలిసి రెండు రూపాయలు ఎంత ఉండేది ఏంది అప్పుడు రెండు రూపాయలు ఉండేదా ఎప్పుడు పోయా అది almost date of birth start చేయలేము సో ఏం లేదు నేను ఏంటి నీ అట్టనే సార్ సినిమా చూడాలి అది ఇది అని చెప్పి అనుకునేవాడిని మా అమ్మాయి మా అమ్మ ఏం చెప్పేదంటే రండి బట్టలు చూస్తున్నాను నువ్వు నీళ్ళు కొట్టాలరా అని చెప్పి అనేది రెండు బకెట్ రెండు బకెట్లు నీళ్ళు కొడితే నీకు రెండు రూపాయలు ఇస్తానని చెప్పి అనేది సరే అని చెప్పి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేసేవాడిని ఆ రెండు రూపాయలు మూడు రూపాయలు అనుకుంటా మూడు రూపాయలు తీసుకుని ఇంకా ఆ పక్కనే శ్రీలక్ష్మి థియేటర్ ఉండేది మా దగ్గర నా తెలిసి ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ ఏది తొలి ప్రేమ సెకండ్ టైమో థర్డ్ టైమో వచ్చింది నువ్వు చూసిన ఫస్ట్ ఫిలిం తొలి ప్రేమ అంటే నేను అక్కడికి రేపల టౌన్కి వెళ్ళిన టౌన్కి వెళ్ళిన తర్వాత టౌన్కి వెళ్ళిన తర్వాత రే అది తొలి ప్రేమ ఫస్ట్ ఫిలిం అన్నమాట ఇంకా మూడు రూపాయలు తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయి ఇంకా కూర్చుని అక్కడ స్టార్ట్ అయింది అంటే మూవీస్ చోట అంటే ఇంట్రెస్ట్ అక్కడ వచ్చింది బాగా దాని తర్వాత నుంచి ఇంకా ఎప్పుడైనా సరే ఇంకా అన్ని అన్ని సినిమాలు చూసేవాడిని ఏది చిన్నపిల్లల సినిమా వచ్చాయి గాజిలా అని చెప్పి ఇట్లాంటివి వచ్చాయి సో ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఆ మూవీ అంటే ఏంటి అని అప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండేది hmm. దాని తర్వాత ఇంకా రాను రాను టెన్త్ క్లాస్ తర్వాత ఒక్కడు ఇంద్రా ఈ సినిమా ఇంకా hmm. చూస్తున్న కొద్దీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే hmm. అప్పటికి సినిమాల్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు కానీ అరే స్క్రీన్ మీద భలే ఉంది ఇదని చెప్పి ఆ ఫీలింగ్ వచ్చేది బాగా ఎంజాయ్ చేసే ఎంజాయ్ చేసేవాళ్ళం పవన్ కళ్యాణ్ మూవీస్ కానీ చిరంజీవి గారి మూవీస్ కానీ ఇట్లా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నాకు నాకేంటంటే టెన్త్ క్లాస్ నుంచి కొంచెం పెయింటింగ్ అదే డ్రాయింగ్ అలవాటు ఉండేది సో డ్రాయింగ్ చేస్తూ ఉండేవాడిని చేస్తూ ఉండేవాడిని అట్లా అట్లా కొంచెం ఏదో ఏదో ఒకటి జనాల్లో కొంచెం నేను కొంచెం డిఫరెంట్ అని తెలియాలన్న పాయింట్లో ఏదో ట్రై చేస్తామన్న పాయింట్లో డ్రాయింగ్ చేస్తూ ఉండేవాడిని అప్పుడు ఏదో ఈ ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ పగిలిపోయినవి ఉంటే ఆ షెల్ తీసుకుని ఆ షెల్ మీద బొమ్మలు వేస్తూ ఉండేవాడిని ఏవి చిరంజీవి గారి బొమ్మలు కానీ ఇట్లా క్రికెటర్ కానీ ఇట్లా వేస్తూ ఉండేవాడిని సో దాని తర్వాత నాకు సరే నాకు డ్రాయింగ్ కొంచెం బాగా అదే చేస్తున్నానేమో అన్న పాయింట్లో బిఎఫ్ఏ చేద్దాం అనుకున్నాను అంటే ఇంటర్ ఇదంతా ఇంటర్మీడియట్లో జరుగుతుంది సో బిఎఫ్ఏ చేద్దాం అని చెప్పి అనుకున్న టైంలో ఇంట్లో వాళ్ళు ఎందుకు నువ్వు డిగ్రీ అంటే ప్రతి ఒక్కరికి ఒక డిగ్రీ ఉండాలి అన్న పాయింట్లో నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం అని చెప్పి అన్నారు సరే అని చెప్పి ఇంకా అక్కడ సరే అది ఆపేసి ఇంకా డిగ్రీ జాయిన్ అయిపోయా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా మూవీస్ ఇట్లా మళ్ళీ మూవీస్ చూస్తూ ఉండేవాళ్ళని ఇట్లా జరుగుతూ ఉండేది సో ఆ టైంలోనే ఇంకా శంకర్ దాదా ఈ సినిమాలు వచ్చేవి నేను నాకున్న స్కిల్స్ నేను పెయింటింగ్ చేసేవాడిని అంటే ఒక సెవెన్ ఫీట్ కట్అవుట్ నేనే పెయింటింగ్ చేసి Chiranjeevi Chiranjeevi painting oil paintings oil paintings నేను అట్లా కుటుంబ శంకర్ వేసాను శంకర్ దాదాకి వేసాను ఆంధ్రవాడి సినిమాకి వేసాను అవన్నీ ఫొటోస్ కూడా ఉన్నాయి చిన్నప్పుడు దిగా దిగినవి సో ఇట్లా నాకు అంటే ఏంటంటే పైన ఈట్స్ ఈ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది సో మనం ఏంటంటే ఓకే ఈ ఆర్ట్స్ బాగా వేస్తాడరా ఇది బాగా వేస్తాడరా అనే ఇది వచ్చింది విలేజ్లో కానీ అంటే నేను టౌన్కి మాకు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు మీకు రాయచోటికి మీ ఊరికి అలా అందరం అట్లా సేమ్ ఉండేది సో ఆ పెయింటింగ్స్ వేసేస్తాను ఊళ్ళో వాళ్ళు కూడా అనేవాళ్ళు చిరంజీవి బొమ్మలు వేసేవారా అని థియేటర్ దగ్గర చూశాను అది ఇది అని చెప్పి అంటే మేము ఏంటంటే ఇంకా రిలీజ్ ముందు పెట్టేవాళ్ళం అక్కడ సో అది అయిపోయిన తర్వాత ఇంకా డిగ్రీ ఈ ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఫైనల్ ఇయర్లో అనుకున్న టైంకి నాకు ఈ ఈ టైంలోనే తెలియకుండా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది వచ్చింది ఇంకా ఫైనల్ ఇయర్లో ఒక మీటింగ్ పెడతారు జనవరి ఫస్ట్కి ఇట్లాగా hmm. అందరు కలిసి గెట్ టుగెదర్ లాగా వచ్చిన మీట్ పెట్టి hmm. అండ్ నువ్వేమవుతావు అనుకుంటున్నావు ఇట్లా ఇట్లా చెప్పేవాళ్ళు hmm. అంటే ఇక ఫ్రెండ్స్ అందరూ ఈ స్లామ్ బుక్స్ ఇవన్నీ ఉండే కదా అందరూ ఈ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో అందరు ఎమోషనల్గా చెప్పేశారు చెప్పేశారు చెప్పేశారు సరే నేను నేను ఇంకా ఆ టైంలో నాకు ఏంటంటే ఈ ఈ సీలు సీ ప్లస్లు మన వల్ల కాదు నేను బీఎస్సీ కంప్యూటర్స్ కరెక్ట్గా థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి సో నాకేంటంటే నాకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆ టైంలో అనమాట ఇంకా చెప్పే అందరి ముందు యాక్చువల్లీ నాకు స్టేజ్ ఫీర్ ఎక్కువ నేను వెళ్ళి అందరి ముందు ఏం చెప్పానంటే కంపల్సరీ నేను మంచి హిట్ సినిమా తీస్తాను అని చెప్పి ఆ గుండెల మీద చేసి చెప్పే అప్పుడు సో వాళ్ళందరూ అది నమ్మారో లేదు తెలియదు కానీ యాక్చువల్లీ ఏంటప్పుడు నేను స్లామ్ బుక్లో రాస్తారు డైరెక్టర్ అయితే డాక్టర్ అంటే డాక్టర్ అవుతాడో తెలియదు ఇంజనీర్ అంటే ఇంజనీర్ అవుతాడో తెలియదు అట్లాగే నేను కూడా నేను ప్రతి ఒక్క స్లామ్ బుక్లో డైరెక్టర్ డైరెక్టర్ అనేది రాశాను అంటే మూవీ ఫీల్డ్లో కంపల్సరీగా వెళ్ళాలి అన్న పాయింట్లో సో అది చెప్పాను అది ఎప్పుడు నా డిగ్రీ కంప్లీట్ అయ్యి టూ థౌజండ్ ఎయిట్ అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ హాలిడేస్లో ఇంకా నేనేంటి ఇంట్లో స్టార్ట్ చేశాను ఏమని నేను ఇట్లా మూవీస్కి అదే ఏమన్నా చెయ్యాలి అన్న పాయింట్లో ఉన్నాను అప్పుడు ఇంట్లో బాగా ప్రెజర్ చేశాను ఏమని ఏ ఒకటి చిన్న చిన్న స్పూఫ్స్ లాంటివి రాయాలి అన్న పాయింట్లో యాక్చువల్లీ ఇప్పుడు జబర్దస్త్ ఏదైతే స్కిట్లు ఉన్నాయో ఈ స్పూఫులు తీద్దాం ఫర్ సపోజ్ ఇది ఠాగూర్ సినిమా కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా మనం కామెడీగా ఎందుకు చేయకూడదు అన్న పాయింట్లో నాకు అని అనిపించింది సో స్పూఫ్ రాసి స్పూఫ్స్ ఇట్లా లాంటివి రాసి దూరదర్శన్ వాళ్ళని కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా చిన్న టీవీలకు పంపించి వాటిని షూట్ చేసి చేయొచ్చు అనే ఐడియా వచ్చింది ఐడియాస్ వచ్చినాయి అనమాట ఎందుకంటే దూరదర్శన్లో ఎప్పుడు ఏంటి నార్మల్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి సో జనాలకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే బాగుంటుంది అంటే దూరదర్శన్ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ త్రూ వెళ్ళి ఇవి చేద్దాం ఏది చిన్న చిన్న స్కిట్స్ లాంటివి చేద్దాం అనే ఐడియా వచ్చింది సో నేనేంటి నేను ఆ దూరదర్శన్ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇట్లా చేద్దాం అనుకుంటున్నానంటే సరే అమ్మ నువ్వు అయితే చెయ్యి నువ్వు రాయి నేను చూస్తాను మాట్లాడతానని చెప్పి అన్నారు సో ఇంకా అప్పుడు సో అవి రాయాలంటే సినిమాలన్నీ చూడాలి మళ్ళీ అంటే రివెంజ్ చేసుకుని డైలాగ్స్ రాయాలి ఇట్లా ఇట్లా ఉంటుంది స్పూఫ్ రాయాలంటే ఇట్లా రాయాలి దానికోసం నేను ఏంటి ఇంట్లో ఇంకా పెద్ద టార్చర్ చేశాను మా నాకు డీవీడీ ప్లేయర్ ఇట్లా కావాలి నేను ఇట్లా రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటే ఎందుకు అది ఇది అని చెప్పి బాగా అంటే అరే సార్ ఇప్పుడు ఎందుకు నీకు అవసరమా అన్నట్టు సో సరే నేను ఎటు ఫైన్ ఆర్ట్స్ అవి చేద్దాం అనుకుంటున్నాను అంటే సరే నువ్వు దా కావాలంటే నువ్వు యానిమేషన్ ఆర్ట్లోకి వెళ్ళు ఇది ఎందుకు అన్నట్టు అన్నారన్నమాట సినిమాలు ఇవన్నీ ఎందుకు అన్నట్టు సో దాని తర్వాత ఇంకా నాకు టార్చర్ పడించలేక డీవీడీ ప్లేయర్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆ సినిమాలు ఇంకా సినిమాలు చూస్తాక ఇట్లా చూసేవాడిని కానీ ఇంకా దీని తర్వాత ఏంటంటే అది అది వర్కౌట్ అవ్వదని అర్థమైంది ఏంటి దూరదర్శన్కి వెళ్ళి రాయటం ఇది అది వర్కౌట్ అవ్వలేదు కానీ సినిమాలు చూస్తూ ఉండేవాడిని చూస్తూ ఉన్న తర్వాత సరే ఇంకా నాకు ఇదే ఈ డ్రాయింగ్ అంటే ఇష్టం కాబట్టి ఏదో చేయాలి అన్న పాయింట్లో యానిమేషన్ జాయిన్ అయ్యాను మల్టీమీడియా మల్టీమీడియాలో ఇంకా వెళ్ళిన తర్వాత టూ మంత్స్ కోర్స్ చేశాను వాళ్ళు ఏంటి టూ ఇయర్స్ నువ్వు కంప్లీట్ చేస్తే గ్యారంటీ జాబ్ గ్యారంటీ అన్నట్టు ఇట్లా జాయిన్ అయిన అనమాట అలాంటి టూ ల్యాక్స్ కట్టాలి సంథింగ్ ఇది ఉంది సో జాయిన్ అయిన తర్వాత నాకేంటి నేను బేసిక్స్ ముందు నేర్పిస్తూ ఉంటారు యానిమేషన్లో పెయింటింగ్ hmm. ఇది డ్రాయింగ్ అని ఇట్లాంటివి చెప్తూ ఉంటారు నేనే నాకు ఆల్మోస్ట్ ఇదంతా వచ్చి కాబట్టి నేను చాలా స్పీడ్గా వేసేవాడిని hmm. ఈ డ్రాయింగ్ ఫోటోషాప్ ఈ బేసిక్స్ నేర్పిస్తూ hmm. ఉంటారు ఫస్ట్ టూ మంత్స్ దాని తర్వాత మెయిన్ మనకు ఏదైతే ఇష్టమో దానికి ఈ ఉంటే యానిమేషన్ అంటే విఎఫ్ఎక్స్ ఈ లైటింగ్ ఇట్లా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో సో నేను యానిమేషన్ చూస్ చేసుకుని దాంట్లోకి వెళ్దామని చెప్పి ఇంకా అది చూస్ చేసుకున్నా కానీ వాళ్ళు వాళ్ళు చెప్పేదానికి మనం అదే మనం ఇచ్చే డబ్బులకి అది నాకు అది సరిపోవట్లేదు అనిపించింది ఎందుకంటే అది మనం ఇప్పుడు యూట్యూబ్లో కొడితే అన్నీ వచ్చేస్తాయి ట్యూటోరియల్స్ కానీ ఏ అయితే ఇవి ఉంటాయి వీడియోలు అందులో ఉన్నాయి వీళ్ళు చెప్తున్నారని నాకు అర్థమైంది అంటే వీళ్ళు టూ ల్యాక్స్ తీసుకుని మనం చెప్పేది అంత వర్త్ కాదు అదేదో మనం ఇక్కడే చూసి నేర్చుకోవచ్చు కానీ అంటే నేను ఇంకా మానేశాను మానేశాను మానేసిన తర్వాత ఇంకా బయట సరే ఒక టూ ల్యాక్స్ బదులు ఫిఫ్టీ థౌజండ్లో వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నా అన్నట్లు ఒక తెలిసిన అతను ఉంటే ఒక మా రూమ్ కింద యానిమేటర్ ఉన్నారు four years five years experience ఉంది దాని దగ్గరికి వెళ్ళాను నేను సో అక్కడ వాళ్ళ ఆయన దగ్గర కూడా నేర్చుకుంటా ఉన్నాను ఈ ఈ ఈ గ్యాప్లోనే నాకు ఏంటి మా బ్ర మా అన్నయ్య ఒక డిజిటల్ కెమెరా కొన్నారు ఫొటోస్కి ఎప్పుడైనా ఈవెంట్స్ కానీ తీసుకోవడానికి డిజిటల్ కెమెరా కొన్నారు సో సరే మనం ఏదైతే మళ్ళీ అనుకున్నానో ఇది స్పూఫ్లు ఏమైనా అయితే అనుకున్నానో అవి అవి చేయొచ్చు కదా డిజిటల్ కెమెరాతో అని చెప్పి ఏమన్నా చిన్న వీడియో ఒకటి చేశాను మా ఫ్రెండ్ ఒక అతను అనిల్ అని ఉన్నాడు రూమ్మేట్ అనిల్తో ఇది ఆర్యా టూలో మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ ఒకటి చేశాను అంటే అది కామిక్ కామిక్ వేలో అతను నేను నేనేంటంటే కెమెరామెన్ అండ్ డైరెక్షన్ సో అది కామెడీగా షూట్ చేశాము అంతా ఇంకా చూసిన వాళ్ళందరూ బాగుంది సరదాగా ఉంది అన్నట్టు mm. అన్నారు సో mm. దాని తర్వాత మళ్ళీ బర్త్డే వచ్చింది బర్త్డే అప్పుడు ఏది బావులు సై అనే సాంగ్ షూట్ mm. చేసి అంటే లైక్ ఇప్పుడు ఏదైతే కవర్ సాంగ్స్ వస్తున్నాయో నేను అవి షూట్ చేసేవాడిని డిజిటల్ కెమెరా టూ థౌజండ్ టెన్లో టూ థౌజండ్ టెన్లో నైన్ నైన్ నైన్ టెన్ ఆ పీరియడ్లో సో ఈ చేస్తా ఉన్న టైంలోనే మా అన్నయ్యకి ఏంటి సరే మన యాక్చువల్ మన్నయ్యకి అన్నయ్యకి నాకు ర్యాప్ ఏంటంటే ఎక్కువ మాట్లాడుకోం సో ఏదైతే మన ఇప్పుడు కళ్యాణ మండపంలో సినిమాలు ఏదైతే ఉందో ఫాదర్కి సన్కి అట్లాగే మా అన్నయ్యకి నాకు కొంచెం అంత బాండింగ్ ఉండేది అంటే మాట్లాడుకోలేదు కానీ ఇష్టం అనేది ఉంటుంది సో మా మా అన్నయ్య అనేవాడు ఏమనేవాడు సరే నువ్వు యానిమేషన్ జాయిన్ అయ్యావు సరే నీకు ఇది ఇంట్రెస్ట్ అంటున్నావు కాబట్టి అది మానే అది ఆపేసేసి కోర్స్ చేయి యానిమే ఏది రామానాయుడు స్టూడియో ఏ ఉంటాయి ఉన్నాయి కదా ఆనపూర్లోనగా జాయిన్ అవ్వు డైరెక్షన్ కోర్స్ చేయని చెప్పి అన్నారు నేను దానికి కోర్స్కి మళ్ళీ ఇదే ఇదే ఫీజు ఉంటుంది one and half lakh two lakhs ఇట్లా ఉంటుంది సరే ఏంటి మరి జాయిన్ అవుతావా అన్నట్లు అడిగారు సరే నేను అది అది చెప్పాలా అది వెళ్ళాలా వద్దా అనేది అది ఒక డౌట్ నాకు అండి ఎందుకంటే మళ్ళీ టూ ల్యాక్స్ పెట్టి నేను మళ్ళీ దాని మీద మనం దాన్ని అంటారు వర్కౌట్ అవ్వకపోతే కనుక మళ్ళీ నేనే దానికి సమాధానం చెప్పాలని దాంట్లో ఉండేవాడిని నేను ఎస్ అని చెప్పేవాడిని కాదు నో అని చెప్పేవాడిని కాదు మా అన్నయ్య మేబీ నన్ను గట్టిగా చెప్పి జాయిన్ అయిపోరా అంటే వెళ్ళిపోయి ఉన్నాము కానీ నేను నేను చెప్ చెప్పేవాడిని కాదు సో మా అన్నయ్య కూడా క్వశ్చన్ మార్క్తో అడిగేవాడు వెళ్తావా వెళ్తావా లేదా అన్నట్టు సో నేను ఇంకా అట్లా మళ్ళీ ఒక చిన్న చిన్న వీడియోస్ చేస్తా ఇట్లా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏది ప్రేమిస్తే అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను నేను Patamatlanka Naveen first short film అది నేను చేశాను అంటే అప్పుడు వరకు చిన్న చిన్న ఇట్లా కవర్ సాంగ్లు చేస్తా ఉన్నా సరే ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్న పాయింట్లో చేశాను చేసిన తర్వాత సరే ఓకే అంటే నాకేంటి ఈ డిజిటల్ కెమెరాతోనే మొత్తం నేనే ఏది యూట్యూబ్లో ఎడో ప్రీమ్ సాఫ్ట్వేర్ ఎట్లా నేర్చుకోవాలి ఏంటి ఏ ట్యూటోరియల్స్ నేనే చూసుకుని నేనే నేర్చుకుని మొత్తం ఆల్మోస్ట్ అంటే నేనే చూసుకునేవాడిని అంతా ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు ఓన్లీ ఇంకా క్యాస్ట్ వేరే వాళ్ళు అంతే సో అలా చేసిన తర్వాత చూశాను చూసిన తర్వాత ఓకే ఏది యూట్యూబ్లో పెడితే ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది చూశారు చూసిన తర్వాత నేను ఆ టైంలో ఏంటంటే వేరే వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి లైక్ ఇప్పుడు మన డైరెక్టర్ సుజిత్ సైన్ ఉన్నారు కదా అతనివి ఇట్లా కొంతమంది మిస్టర్ ప్రొడక్షన్స్ వాళ్ళవి ఇట్లా ఈ ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ వస్తున్నాయి అరే వీళ్ళు టెక్నికల్గా చాలా బాగుంది బాగా చేస్తున్నారు అంటే ఈ కామెడీ టైం అంతా అదే అదే చాలా బాగున్నాయి ఆ షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుండేవి సో నాకేంటి నాకేమనిపించేది సరే మనకి నేనే ఒక్క నేను ఒక్కడనే అయిపోయాను సో అందుకే నాకు అంత అంత క్వాలిటీ రావట్లేదేమో ప్రోడక్ట్లో సో రైటింగ్ అంతా బాగానే కామెడీగా ఉండేది కానీ ప్రోడక్ట్లు అంత ఉండట్లేదు అని చెప్పి ఆలోచించేవాడిని సో మనకు టీం ఉండాలి అన్న పాయింట్లో ఆలోచించేవాడిని కానీ ఈ ఇది ఈ టైం ఇట్లా వన్ ఇయర్ టైం గడిచిపోతూ ఉంది చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా చేస్తా చేస్తా సో మా అన్నయ్య మా బ్రదర్ ఏమో ఇట్లా సరే ఏంటి మరి నువ్వు ఏది నువ్వు ఏంటి ఏదో ఒకటి డిసైడ్ అవ్వు అనవసరంగా నీ టైం వేస్ట్ చేస్తున్నావు అన్న పాయింట్లో అడిగాడు అనమాట నే సో ఇట్లా చేస్తా ఉన్న ప్రాసెస్లోనే మా అన్నయ్య మధ్యలో బెంగళూరు వెళ్ళిపోయారు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఉన్నాను నేను మా అన్నయ్య బెంగళూరు వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోయి ఒక టూ ఇయర్స్ జాబ్ చేస్తున్న ప్రాసెస్లో నేను ఇంకా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా చేస్తా పెడతా ఉండేవాడిని మళ్ళీ అక్కడి నుంచి మా అన్నయ్య వచ్చేసిన తర్వాత కొంచెం సీరియస్గా వచ్చింది అంటే ఏంటి మరి ఏంటి నువ్వు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా నీకు ఫిల్మ్లోకి వెళ్ళాలని ఏంటి అని జాయిన్ అవుతావా అని అంటే ఇంట్రెస్ట్ ఉంది నేను సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి అన్నాను అన్న తర్వాత సరే మరి గ్యారంటీ ఏంటి అంటే ఇప్పుడు నీకు ఫిఫ్టీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కదా మరి ఏంటి నువ్వు సెట్ నువ్వు వెళ్ళి నువ్వు సెటిల్ అవుతావు గ్యారంటీ ఏంటి అన్న దాంట్లో క్వశ్చన్ వచ్చింది మా అన్నయ్య పాయింట్ ఏంటి సరే నేను అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతానేమో అనే ఒక లైఫ్లో సెట్ అవునా ఇది ఉంటుంది మా బ్రదర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉంటుంది సో నేనేంటి నాకు నా మీద నమ్మకం ఉంటే నేను వెళ్ళిపోతాను అనేది ఇది ఉండేది సో అక్కడ కొంచెం ఆలోచించాను మళ్ళీ సరే సరే నేను జాయిన్ అవ్వట్లేదు అని చెప్పి ఫోటోషాప్ మీద జాబ్ జాబ్లోకి వెళ్ళిపోయా ఫోటోషాప్ జాబ్లోకి వెళ్ళిపోయాను ఫోటోషాప్ జాయిన్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ దాని మీద జాబ్ కంటిన్యూ అవుతా అతను ఏంటి అది యాక్చువల్లీ కొంచెం మల్టీమీడియాకి సంబంధించిన ఏదైతే డిజైనింగ్స్ ఇవి ఉంటాయో అది ఆ జాబ్ అది సో నేనేంటి ఫోటోషాప్ మీద నాకు అప్పుడు స్టార్టింగ్ ఎంత ఇస్తారు ఒక టూ థౌజండ్ ఎంత ఇస్తా అన్నారు ఫస్ట్ మంత్ సరే అని చెప్పి మనకి ఏంటంటే వాళ్ళు ఈ యానిమేషన్ది ఇది ఉంటుంది కదా అన్న పాయింట్లో నేను వెళ్ళాను ఫోటోషాప్లో జా దానికి చిన్న చిన్న డిజైన్స్ ఏవి చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ అది అది పనికిరాని వర్క్ యాక్చువల్లీ సో నేను చేస్తూ ఉండేవాడిని అట్లా అట్లా ఒక సిక్స్ మంత్స్ అయిపోయింది సో hmm. దానిలోనే అందులోనే చేస్తే ఒక పన్నెండు వేల వరకు hmm. ఇచ్చారు సో hmm. దాని తర్వాత ఒక సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకా సరే ఇక్కడైతే వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి నేను ఆల్మోస్ట్ ప్యారలల్గా ఏంటంటే నేను ఎడిటింగ్ బాగా నేర్చేసుకున్నాను ఇట ఈ గ్యాప్లోనే ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇట్ట చిన్న చిన్న చేస్తే ఎడిటింగ్ బాగా నేర్చేసుకున్నాను అంతా అయిపోయింది సరే అప్పుడు ఇంకా ఎడిటింగ్లోకి షిఫ్ట్ అనమాట సరే ఎడిటింగ్లోకి వెళ్తే ఇంకా మనకి కాంటాక్ట్స్ పెరుగుతాయి మేబీ ఇట్లాంటిది అని చెప్పి దాని తర్వాత ఒక ఒక కంపెనీలోకి ఎడిటింగ్ జాయిన్ అయ్యాను దాని తర్వాత జాబ్ చేస్తా జాబ్ చేస్తా ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అదేదైనా షార్ట్ ఫిల్మ్ కంపెనీనే అంటే షార్ట్ ఫిల్మ్ చేసి వాళ్ళకి ఏంటంటే ఎక్విప్మెంట్ ఇవ్వాలి ఇట్లాంటి సో అందు అప్పుడు మా మా ఫ్రెండ్స్ హర్ష వీళ్ళందరూ పరిచయం అయ్యారు సునీల్ వీళ్ళందరూ పరిచయం అయ్యారు సో అప్పుడు మేము బాగ్మతి అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం బాగ్మతి అని చేసాము దీని దానికి దానిలో one of the actor and కోడక్షన్ అండ్ ఇది ఎడిటింగ్ మొత్తం నేను చూసుకున్నాను అది డైరెక్టర్ వచ్చేసి మన హర్ష హర్షబాయ్ చేశారు సో అది చేసిన తర్వాత అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది అంటే నాకు ఇప్పుడు ఏదైతే మనం టీం అనుకున్నామో అది మనకి బాగా సెట్ అయింది అనిపించింది ఒక టీం ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ అంటే బంటి కానీ సిరాజ్ కానీ వీళ్ళందరూ వచ్చేసరికి నాకు టెక్నికల్గా చాలా మంచి టీం అయితే వచ్చింది మేమేమనుకున్నా అంటే మనం ఏం చేసినా కానీ ఎవరు డైరెక్ట్ చేసినా కానీ మనం అందరం టీం అందరూ కలిసి చేయాలన్న పాయింట్లో అక్కడ స్టార్ట్ అయింది అనమాట సో దాని తర్వాత బాగ్మతి చూసిన వాళ్ళందరూ టెక్నికల్గా చాలా బాగుంది కొత్తగా ఉంది అన్న పాయింట్లో ఇట్లా చెప్పారు అండ్ అందులో నేను నా ఈ యాక్టింగ్ చూసి కూడా అంటే నాతో ఉన్న వాళ్ళందరూ ఆ క్యారెక్టర్ చూసి నువ్వైతే నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అన్న పాయింట్లో కొంచెం వచ్చిందనమాట సరే అది అయిపోయింది దాని తర్వాత నాకు ఏంటంటే అక్కడ జాబ్ చేసేటప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీ వచ్చేది సో ఇలా జరుగుతున్న ప్రాసెస్లోనే ఇంకా మళ్ళీ మళ్ళీ మా బ్రదర్కి నాకు చిన్న ఇష్యూ వచ్చింది మళ్ళీ ఏంటంటే ఏంటి సరే ఏంటి ఇంకా కంప్లీట్గా ఫిల్మ్ సైడ్ వెళ్ళిపోతావు అన్నట్టు ఇట్లా వచ్చింది సో ఇలా వచ్చేసరికి అవును ఇట్లా ఇలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అది ఇది అని చెప్పంటే సరే నీ ఇష్టం ఇంకా చూసుకో అంటే ఇంక నీ లైఫ్ మరి నువ్వు ఇష్టం చూసుకో జా అన్నట్టు చెప్పేవాడు తన పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్తగా ఉండు లోపల ఏదైనా ఒక ఇష్టం ఉన్నా కానీ బయట చెప్పలేదు ఇది ఉందన్నమాట సో ఆ టైంలో కొంచెం నాకు ఏంటంటే మా అన్నయ్య కొంచెం నాకు ఎంకరేజ్ చేస్తే బాగుండేదేమో అనే ఫీలింగ్ వచ్చింది సో దాని తర్వాత ఏంటంటే ఇంకా సరే ఈ బాగ్మతి అంత అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ యాక్చువల్లీ నువ్వు ఆ బాగ్మతి చేసిన తర్వాతే యాక్చువల్లీ మీరు పరిచయం అయ్యారు ఏది ఆ గిరీష్ గచ్చిపోలు టీం మీద నువ్వు వచ్చి యాక్చువల్లీ నువ్వు గిరీష్ బాయ్ వచ్చారు ఆ టైంలో ఇట్లా ఏది కెమెరా ఎక్విప్మెంట్ ఇవన్నీ కావాలన్న పాయింట్ వచ్చారు అక్కడ స్టార్ట్ అయింది మన జర్నీ యాక్చువల్లీ సో గచ్చిపోలి తీసుకొచ్చారు ఇంకా షూట్ నేను ఎడిటింగ్ చేశాను అంతా అయిపోయింది అది బాగా వచ్చిందని చెప్పి ఇంకా ప్రీమియర్ అంతా స్టార్ట్ చేశాం కదా ప్రీమియర్ వేసాం ప్రసాస్లో సో ఇంకా అక్కడ నుంచి నీకు తెలిసింది ఆల్మోస్ట్ దాని తర్వాత ఏది nineteen ninety one short film మన ఇద్దరం కలిసి నేను నేను డైరెక్ట్ చేసింది నువ్వు చేసావు సో ఇక్కడ ఇంకా ఇంట్లో వాళ్ళకి నమ్మకం వచ్చింది సరే నైంటీ నైన్ షార్ట్ ఫిల్మ్ చేశాడు బాగా మంచి టెక్నికల్గా ఎంత బాగుంది సో డైరెక్టర్ అదే కొంచెం బాగానే వెళ్తుందన్న పాయింట్లో అనుకున్నారు ఇంట్లో వాళ్ళు మా అదే మా బ్రదర్ ఇట్లా ఉన్నా కానీ మా మదర్ మాత్రం ఎంకరేజ్ చేసేది సర్లే ఏదో ఒకటి అదే ఆడు ఆడు చేస్తాడు అన్నట్టు మా డాడీ కూడా చెప్పేవాళ్ళు కాదు ఉన్న సరే చేయని అన్నట్టు ఉండేవాడు కానీ మా బ్రదర్ మాత్రం అది అన్నయ్య మాత్రం ఇంటి దగ్గర అమ్మతో అనేవాడు ఎందుకు నువ్వు నువ్వే చెడగొడుతున్నావు అని ఏదో ఒకటి జాబ్ చేసుకునేవాడు కదా అన్నట్టు ఉండేది సో నాతో మాత్రం డైరెక్ట్గా అనేవాడు కాదు ఇప్పుడు సో అట్లా నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత మా అన్నయ్య కూడా కొంచెం నమ్మకం వచ్చింది ఓకే చేస్తాడు అన్నట్లు దాని తర్వాత సరే మరి ఏంటి నువ్వు అప్పటి నుంచి ఏమన్నాడంటే నా దగ్గర ఒక డైరెక్టర్ ఉన్నారు మా మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు నువ్వు మరి డైరెక్షన్ టీంలోకి వెళ్తావు అన్నట్టు అడిగాడు అనమాట సో ఇంక మనం యాక్చువల్ నైన్టీ నైన్ తర్వాత ఇంకా మన ఇద్దరమే ఒక సినిమా చేద్దాం డైరెక్ట్ అని చెప్పి అనుకున్నాం కదా hmm. సో నేను ఇట్లా అన్నా నానే లేదు మేమే ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం hmm. అని చెప్పంటే సరే అట్లయితే అని చెప్పి అన్నాడు అనమాట hmm. ఇంక దాని తర్వాత తెలిసింది రాజవర్రాణి గారు చేసావు అది దాంట్లో నేను కూడా క్యారెక్టర్ చేశాను ఇంకా తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఇంకా త్రీ ఇయర్స్ ట్రావెల్ అయ్యి నైన్టీ నైన్టీ నైన్టీ వన్ మీద మనం టూ ఇయర్స్ ట్రావెల్ అయ్యాం అదే కాదంటే నా నాకంటే మనం ఎన్ని ఆరు సంవత్సరాలు ఎప్పుడు సినిమాల గురించి డిస్కస్ చేసుకున్నాం కానీ నీ గురించి నాకు కూడా అంటే అదే నేను ఎప్పుడు ఇది షేర్ చేసుకోలేదు ఎవరితో అదే మీ అన్నకి నీకు ఏ బాండింగ్ ఉందో నాకు నీకు అదే బాండింగ్ ఉండే అది నాకు తెలిసి ఎప్పుడు ఈ సిక్స్ ఇయర్స్లో నెక్స్ట్ ఏం నెక్స్ట్ ఏం కదా నెక్స్ట్ ఎలా అని అనుకున్నాం కానీ నువ్వేంటి ఏంటి అనేది ఎప్పుడు వచ్చేది కాదు అంటే అంతేలే మన బ్యాచ్ మన అందరం ఎప్పుడు ఇరవై నాలుగు గంటల సినిమాలు ఏం చేయాలి ఎలాంటి కథలు చేయాలి ఏంటి అన్నది ఉండే నేను అంటే నేను జాబ్ మానేసి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఫస్ట్ పరిచయం ఏంటంటే అక్కడ నుంచి గిరీష్ మేము గచ్చిబోలి గచ్చిబోలి తర్వాత నేను గిరీష్ ఇక్కడికి వచ్చి చోటుబయ గోపి మేము మా బ్యాచ్ అంతా తయారైపోయి నాకు తెలిసి ఫస్ట్ నేను చోటుబయ వన్ విజన్ ఆఫీస్ అక్కడే ఉండేవాడిని మొత్తం అంతా ఎడిటింగ్ ఏంటి షార్ట్ ఫిల్మ్ సైన్యం ఏంటి ఈయన దగ్గర కూర్చొని మొత్తం అసలు నాకు అప్పటికి జీరో నాలెడ్జ్ అసలు ఏంటి కథ ఏంటి అంటే కంప్లీట్గా మూవీస్ అంటేనే నాలెడ్జ్ లేకుండా ఉండే కూర్చొని ఉన్నాం ఏం భయ ఏంటి చెప్పు జెన్యున్గా మాట్లాడు మరి ఇంకేంటి ఎస్ఆర్ కళ్యాణ మండపం ఓకే ఎన్నో హర్డిల్స్ నా ఎన్ని టెన్ ఇయర్సా టెన్ ఇయర్స్ తర్వాత ఓకే నైన్టీన్ నైన్టీ వన్ చేద్దాం అనుకున్నాం ఇద్దరం అది వర్కౌట్ అవ్వాలా నెక్స్ట్ మళ్ళీ మధ్యలో ఇంకో కథ అనుకున్నాం ఆ కథ షేప్ అప్ అవ్వాలా మళ్ళీ ఫైనలీ ఇద్దరం చేస్తే మంచి సబ్జెక్ట్ చేయాలి గట్టి కొట్టాలి కమర్షియల్ సినిమానే చేయాలనుకున్నాం ఎస్ఆర్ కళ్యాణ మండపం అయింది ఏంటి పర్లే అంటే నాకు కూడా మన ఇద్దరం కూడా ఎప్పుడు మాట్లాడుకోలేదు కదా ఏదో ఇద్దరం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఏంటి సినిమా అని ఏంటి పరిస్థితి ఏంటి ఏమంటావు ఎలా వచ్చింది ఏంటి అంటే స్టార్ట్ చేసినప్పుడు మనం అనుకుంటాం కదా భయ్ ఏదో తీద్దాము కొత్తగా ఏదో రకంగా మనం ఒకసారి కథ అనుకున్నప్పుడు ప్లాట్ అనుకున్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో ఇది ఇది అనుకున్నాం ఏమి ఏమనిపించింది నీకు ఎలా షేప్ అప్ అవుతుంది ఏంటి ఇప్పుడు ఏమని ఏం ఫీల్ అవుతున్నావు దానికి యాక్చువల్లీ అదే నేను నైన్టీన్ నైన్టీ వన్ అదే అది స్క్రిప్ట్ రాసేటప్పుడు మనం మంచి అది కొంచెం డ్రా యాక్షన్ డ్రామా అట్లా చేద్దాం చేద్దాం అనుకున్నాం దాని తర్వాత మళ్ళీ కొంచెం క్రైమ్ కామెడీ ఇట్లా అనుకున్నాం సరే మళ్ళీ మధ్యలో వేరే సేవ వేరే స్టోరీ చెప్పావు సరే అది అయిపోయింది సో ఇంకా అదే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నువ్వు ఎప్పుడు త్రీ ఇయర్స్ బ్యాకే నాకు ఇట్లా లైన్ ఒకటి అనుకున్నాను భయం అని చెప్పి చెప్పావు సో నేనేమన్నా సరే మనం కొంచెం కమర్షియల్గానే వెళ్తే బాగుంటుంది నాకు ఆ లైన్ బాగుంది బ్రో ఎస్ఆర్ కళ్యాణ మండపం అదే పెళ్ళిళ్ళ గురించి ఏదైతే ఉందో అది బాగుంటుంది అని చెప్పి నీతో చెప్పాను సరే నువ్వు కానీ ఇంకా సరే ఇంకా దాని మీద వర్కౌట్ చేద్దాం భయ అని చెప్పి ఇంకా దాని తర్వాత నువ్వు ఆల్మోస్ట్ వన్ మంత్లో మొత్తం స్క్రిప్ట్ రాసేసావు అది సో అదే ఇంకా రాసిన తర్వాత నాకు నాకు అనిపించింది నేను అదే నేను ఒక అదే ఇట్లా కొంచెం ఎంటర్టైనర్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నేను చేయగలనా కొంచెం డౌట్ ఉండేది కానీ అదే నాకేంటంటే ఒక కాన్ఫిడెంట్ ఏముందంటే మన ఇద్దరం కలిసి చేస్తే అది పక్క వెళ్ళిపోద్ది ఎక్కడైనా ఆగదు అంటే ఆ ఎంటర్టైన్ మనం చేయగలం అనేది ఇది ఉంది సో ఇంకా ఆ కాంఫిడెన్స్తోనే మనం స్టార్ట్ అయ్యాం ఆల్మోస్ట్ అక్కడ మన రాయచోటికి ఒక త్రీ త్రీ మంత్స్ ముందే వెళ్ళిపోయి మొత్తం ప్రీ ప్లాన్డ్ వర్క్ చేసి ఇదంతా చేసి ఇంకా స్టార్ట్ చేసాం దాని తర్వాత మనకి ఇప్పుడు మార్చ్ థర్డ్ స్టార్ట్ అయింది ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టార్ట్ అయింది కదా మార్చ్ సెకండ్ సెకండ్ సో అదే నేను ఫస్ట్ షార్ట్ పెట్ట అదే ఆ పెట్టినప్పుడే నాకు ఒక నేను నాకు ఏంటంటే ఇంకా మనం షార్ట్ నుంచి చేస్తున్నాం కానీ ఫస్ట్ షార్ట్ పెట్టినా కానీ ఓకే మనం సినిమా తీసిన ఫీలింగ్ ఉంది అంటే ఆ షార్ట్ ఫిల్మ్ ఎట్లా చేస్తున్నాము అదే ఫీలింగ్ ఉంది కానీ నేను ఎగ్జైట్ అయిన అదేం లేదు అంటే నాకు అనిపించలేదు hmm. అంటే మనం ఫస్ట్ నుంచి అదే ఫీల్డ్లో ఉన్నాం కదా అన్న ఫీలింగ్తో నేను చేసినట్టుంది hmm. సో మేబీ నాకు అందుకనే అంత అంటే కొంచెం ఈజీగానే చేసినట్టుంది సినిమా అనిపించింది hmm. అండ్ దానికి దానికి హార్డ్ వర్క్ ఎంత చేసామో నీకు నాకు అది మన టీం అందరికి బాగా తెలుసు అది అదే మొత్తం ఓవరాల్గా ఫైనల్గా అయితే ఈ సినిమా ఫైనల్ కట్ వచ్చి చూసిన తర్వాత ఇంకా ఫుల్ హ్యాపీ మంచి హిట్ కొడుతున్నాం అని చెప్పి అనిపిస్తుంది పక్కన ఇప్పుడు ఏదో గుండెల మీద చేసుకొని చెప్పినట్టు ఓకే ఉందా ఉంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఆంటీ మా మొహాలు చూస్తే మరి దొడ్లు కడుక్కునే వాళ్ళు ఉన్నామా ఆంటీ చెప్పు నీకేమనిపించింది అంటే ఇప్పుడు నాతో వర్క్ చేసేది ఇప్పుడు అదే అంటే నాకు ఎప్పుడు నీ మీద ఒక జడ్జ్మెంట్ ఫ్యాక్టర్ ఉండేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే బిలీవ్ చేస్తా ఇప్పుడు నువ్వు ఏదైనా ఒకటి బాగుంది అన్నావు అంటే అది ఖచ్చితంగా బాగుంటుంది నువ్వు చేయలేనిది చెప్పవు నేను అనవసరంగా చేయను నాకు తెలిసి నాకు తెలిసిన కొంతమందిలో అబద్ధాలు ఆడింది నువ్వు ఒకటి అంటే కొంచెం జెన్యున్గా ఇది అయితే అంటావు లేకపోతే అవ్వదంటావు నాకేంటంటే బేసిక్గా కథ రాసుకున్నప్పుడు ఈ కథని కొంచెం థ్రెడ్ మీద ఉంటుంది నన్ను అర్థం చేసుకునే మనిషి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం అది చేసేది ఏదైతే ఉంటుందో ఊరికే అంటే నాకు తెలుసు నేను చేసేటప్పుడు ఎక్కడో తెలియని ఇలా చేయాలి అలా చేయాలి అని చిన్న చిన్నవి ఉంటాయి ఫస్ట్ నన్ను మోర్ దెన్ కథ నన్ను అర్థం చేసుకునే పర్సన్ ఉండాలి అక్కడ అంటే వీడు ఎలా చేస్తాడు వీడు అక్కడ యాక్టింగ్ పరంగా కావచ్చు లేకపోతే బిహేవియర్ పరంగా కావచ్చు నన్ను భరించే ఒక వ్యక్తి ఉండాలి అది ఏమైనా కానీ నాకు తెలిసి నువ్వు తప్ప ఎవరు చేయలేరు ఆ టైంలో రేపు ఇప్పుడు ఆ సీన్ డిస్కషన్ ఉంది ఇప్పుడు నా నేను మనం ముందు ఎంత రాసుకున్నాం ఎస్ఆర్ క్లాన్ అండపం సెట్లో అది ఎయిటీ పర్సెంట్ చేంజ్ అయిపోద్ది ఆన్ స్పాట్ లో చేంజెస్ చేసి సీన్ ఇంటెన్షన్ అలా ఉన్నా కానీ డైలాగ్స్ చేంజ్ అవుతాం మొత్తం డైలాగ్ కావచ్చు ట్రీట్మెంట్ కావచ్చు అప్పటికప్పుడు ఏంటంటే మొత్తం గట్ ఫీలింగ్ తెలియని సినిమా అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్ క్లాన్ అవును నాకు అది నీతో ఉంటే నాకు మన ఇద్దరుకున్న చనువు కావచ్చు నీకున్న ఎడిటింగ్ నాలెడ్జ్ కావచ్చు ఖచ్చితంగా టెక్నికల్గా కొత్తగా తీస్తావు రేపు స్క్రీన్ పైన చూసుకునేటప్పుడు ఎక్కడే కానీ ప్రతి ఒక్క ఫ్రేమ్ దగ్గర కూడా ఎక్కడ ఏదో ఓల్డ్ ఫార్మాట్లో ఉన్నట్టు అంటే ఓల్డ్ ఫార్మాట్ ఏంటంటే బోరింగ్గా అలా కాకుండా కొత్తదనాన్ని మనం తీసుకున్న సబ్జెక్ట్కి కమర్షియాలిటీకి ఎంత కొత్తదో ఆ నమ్మకం అయితే గట్టిగా ఉండేది బేసిక్గా అదే ఇదేంటంటే ఇంటర్వ్యూలో ఇలా మన ఇద్దరం ఎవరి గురించి <laughs> మాట్లాడుకోవడం అది కానీ లేదు భయ్ అంటే ఒకటే నాకు కూడా ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత చేసాం చాలా మంచి అటెంప్ట్ చేసామని నమ్మకం ఉంది చూసిన వాళ్ళు మనకి మంచి జెన్యున్ రివ్యూ ఇస్తున్నారు మోర్ దెన్ దట్ అసలు రిలీజ్ అయిన కంటెంట్కి ఇంత బజ్ రావడం ఎంత అనేది వెరీ హ్యాపీ ఇప్పుడు ఓన్లీ టెన్షన్ మనకి టెన్షన్ అని కూడా కాదు అసలు థియేటర్స్ ఇప్పుడు మన సినిమాతో లైక్ సిక్స్త్ ఓపెన్ అవుతున్నాయి ఏంటి ఎలా అనేది నీకే అనిపిస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఏ ఈ మాల్స్ కానీ hmm. అన్నీ ఓపెన్ అయినాయి ఓపెన్ అయిపోయినాయి హోటల్స్ కానీ అన్నీ ఓపెన్ hmm. అయిపోయినాయి సో ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినాయి కాబట్టి నాది వేసి జనాలు వచ్చా వస్తారనిపిస్తుంది ఇప్పుడు మనకున్న బజ్కి దానికి కానీ మూవీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తారనే నమ్మకం అయితే ఉంది అదే ఇంకేంటంటే మనకు ప్రాపర్గా కేర్ తీసుకుని రావాలి ఇంకా మాస్కులు శానిటైజ్ చేసుకుని థియేటర్కి వస్తే మంచిది ఇంకా మనం ఏమైనా ఫెయిల్ అయినామా భయ్య అంటే రైటింగ్ స్టేజ్లో ఉన్న సీన్ని స్క్రిప్ట్ అంటే మేకింగ్ పరంగా వచ్చేసి ఫైనల్ అవుట్పుట్లో ఏమైనా ఏదైనా ఏ సీన్ అయినా ఫెయిల్ అయినామన్నట్టు అనిపించిందా అరే ఇక్కడ బాగా తీసింది ఇంకా బాగుండొచ్చాను ఇంకా ఫెయిల్ అయిందంటే యాక్చువల్లీ మనం మన కెమెరా మన విశ్వాస్ భయ్ అని చాలా చాలా ఇబ్బంది పెట్టాం ఎందుకంటే కానీ అది అదే చాలా బ్యూటీ వస్తుంది అది మన ఇప్పుడు మనకి ట్రాలీలు ట్రాకీలు ఇది ట్రాక్ అండ్ ట్రాలీ ఇట్లా వేసి ఎక్కువ ట్రైపాడ్ మీద పెట్టేసి మనం ముందు నుంచి కూడా అదే అనుకున్నాం ఒక గెరిల్లా మీకు న్యాచురల్గా ఉండే ఒక యాంబియన్స్లా మనం చూపించాలి అన్న పాయింట్లోనే హ్యాండ్ హెల్డే వెళ్దాం నైంటీ పర్సెంట్ అన్నట్టు లేదంటే గింబల్తో వెళ్దాం అన్న పాయింట్లో ఉన్నాము సో అదే మనకి నాకు ఒక్కసారి ఒక దగ్గర ఏమనిపించింది అంటే ఇంటర్వెల్ సీన్ దగ్గర మేబీ ఆ ట్రాక్ అండ్ ట్రాలీ ఉంటే బాగుండేదేమో అనిపించింది అక్కడ అక్కడ తప్ప మిగిలిందంతా ఇంకా చాలా అంటే మనం మనం అనుకున్న దానికి బాగానే చేసాం అనిపించింది అదే మనం ఇప్పుడు అక్కడ దాకా మన అవుట్డోర్లో ఉండి అది లాక్డౌన్ టైంలో ఈ ఇవన్నీ తెప్పించే సిచ్యువేషన్ లేదు ఆ టైంలో సో నాకు అది అదొకటే ఇప్పుడు కెమెరామెన్ డిఓపి గారు బాగా చేశారు అతని కష్టం సెట్లో తెలుస్తుంది మనం ఇప్పుడు విజువల్గా ఇంత చూస్తున్నారు కానీ సెట్లో ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది ఏ సీన్ మీద బాగా నమ్మకం ఉంది అంటే సీన్ రివీల్ చేయలేములే కానీ బేసిక్గా సీన్ అదే ఒకసారి ఆడియన్స్ థియేటర్లోకి వచ్చి కూర్చున్న తర్వాత ఇప్పుడు సాయి కుమార్ గారు సీన్తో స్టార్ట్ అయింది ఇక ఒకటే మ్యూజిక్ ఇంక ఎక్కడ ఆగదు వెళ్ళిపోద్ది నేను నేను అనుకుంటాం అయితే మన దాంట్లో అన్ని అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏది లవ్ ఉంది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి యూత్ఫుల్ ఎంటర్టైనింగ్ ఏదైతే ఇవన్నీ అన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ ఉన్నాయి సో ఎవరికి ఏది కావాలో అది అది చూసి ఎంజాయ్ చేస్తారు ఎంటర్టైన్ అవుతారు అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది నమ్మకం ఉంది తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ అది ఇదని ఏం లేదు అంకుల్ బడ్జెట్ను బట్టి చూడాలి మనకేమో ఇన్నిసార్లు మనం చూసేసాం కదా ఒక ఫిఫ్టీ సిక్స్టీ టైమ్స్ చూసేసాం అసలు ఏంటి అనేది నేను అదే బిలీవ్ చేస్తున్నా భయ అంటే ఖచ్చితంగా మనం తీసుకున్న జెన్యున్ అటెంప్ట్ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేసాము ఆ కమర్షియల్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుద్ది రేపు అనేది బిలీవ్ చేయాలి ఇంకా చూడాలి అది ఇంకా లేదు హండ్రెడ్ పర్సెంట్ చేసేటప్పుడు నీకంటే ఎక్కువసార్లు నేను చూసుంటాను అది సో ఏదైనా ఫ్రెష్ ఎలిమెంట్ వచ్చి యాడ్ అవుతుంది ఫర్ సపోజ్ నేను ముందే ఏంటి డబ్బింగ్ చెప్పి hmm. వితౌట్ డబ్బింగ్ ఏదైతే నాయిస్ నాయిస్గా ఉంటుందో hmm. ఇదంతా చూస్తూ ఉంటాం ఓకే షా అప్పుడు ఏంటి షార్ట్స్ వరకే ఎక్కువ hmm. ఉంటుంది షార్ట్స్ బాగున్నాయి అన్న పాయింట్లో అనుకుంటూ ఉంటాం సో దాని తర్వాత డబ్బింగ్ చెప్పించిన తర్వాత డబ్బింగ్ ట్రాక్ వస్తుంది అది చూపించిందనే అరే మా భలే ఉందిరా అంటే చాలా ఫ్రెష్గా ఉందిరా మళ్ళీ సిక్స్టీ టైమ్స్ చూసిన తర్వాత కూడా చాలా ఫ్రెష్గా ఉందిరా అని ఫీలింగ్ వచ్చే అది వచ్చేస్తుంది దాని తర్వాత మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ పడుతుంది సౌండ్ ఎఫెక్ట్స్ పడిన మళ్ళీ ఎగ్జైట్మెంట్ మళ్ళీ వచ్చేస్తుంది సో మనం ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ అవుతుంది యాడ్ అవుతున్న కొద్దీ ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుతూ ఉంటుంది సో అందుకే మనం ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎందుకంటే ఇందుకే ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ ఇప్పుడు మనం టీవీలో కూర్చొని చూస్తే కొంతమందికి టూ పాయింట్ వన్ ఇట్లా ఉంటుంది కొంతమంది మొబైల్లో చూస్తారు ఓపెన్ ఓపెన్గా చూస్తుంటారు సో ఈ ఎక్స్ ఏదైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మన డీటెయిల్స్ మిక్సింగ్ వచ్చి ఇట్లా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఇందులో రా రాకపోవచ్చు కొంతమంది ఇప్పుడు ఇయర్ ఫోన్స్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ పెట్టుకున్నా కానీ theatre experience theatre experience so అందుకే అందుకే మనం ఏంటంటే మనం థియేటర్లోనే చూడాలి hmm. అనేది నా నా నేను అనుకుంటున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా భయ అది ఇప్పుడు స్లాంగ్ పరంగా కావచ్చు లేకపోతే క్యారెక్టర్స్ పరంగా కావచ్చు సాయి కుమార్ గారిది ఏంటి పరిస్థితి సాయి కుమార్ గారిది ఆల్రెడీ టీజర్లో చూసేశారు hmm. నా పంచల రామాయణం hmm. ఎండ లేదు వాన లేదు ఎప్పుడు చూడు సో సాయి కుమార్ గారికి అదే ఈ ఇంతకుముందు ఒక ఒక వర్షం చూసుంటారు ఏది ఆ యాంగ్రీ మెన్ ఏదైతే ఉంటుందో ఆ డైలాగ్ డైలాగ్స్ లౌడ్గా చెప్పి ఒక పోలీస్ క్యారెక్టర్లు చేసి ఇట్లాంటివి చేసి ఈ క్యారెక్టర్ మనం ఏదైతే ఫస్ట్ రోజు వచ్చారు చేశారు అది ఒక ఫస్ట్ షాట్ పడంగానే అర్థమైపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఈ క్యారెక్టర్కి సాయి గారు సూటబుల్ అంటే hmm. ఈయన తప్ప ఇంకా వేరే వాళ్ళు చేసినా కానీ కష్టం అనే ఫీలింగ్ వచ్చేసింది hmm. సో అదే అంటున్నా మనకి ఆ ట్రైలర్లో ఏదైతే చూపించిందో జస్ట్ అది టీజర్ సాయి గారి వర్షన్ సాయి గారి వర్షన్లో జస్ట్ టీజర్ మాత్రమే ఇంకా మిగిలిందాక ఇంకా మూవీలో చూడాలి ఇంకా ఎండా లేదు వానా లేదు ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా చూద్దాం లేదులే ఆయన ఫ్యాక్టర్ సాయి గారి ఫ్యాక్టర్ అసలు బిగ్ లెవెల్లో వర్కౌట్ అవుద్ది అసలు అదైతే ఇంకా ఇప్పుడు ఇప్పుడు సాయి కుమార్ క్యారెక్టర్ అంటే నువ్వు అది ఇమాజినేషనా లేకపోతే ఏంటి ఆ క్యారెక్టర్ ఎట్లా రాసు ఇమాజినేషన్ కాదు కదా నేను చూసిన క్యారెక్టర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఏదైతే చెప్పావు నువ్వు మా సైడు మో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇప్పుడు ఎవరికైనా కానీ సన్ అండ్ ఫాదర్కి ఒక ఎమోషన్ ఒకటి ఉంటుంది లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం కొంచెం అది ఉంటుంది కదా ధర్మ అనే లాంటి క్యారెక్టర్ని నేను చాలామంది చూశాను చాలామంది పొగడతలుగుబి పోగొట్టుకోవడం చాలామంది ఈ టైప్ ఆఫ్ ఉంటుంది కదా అది నేను చూసి ఆ క్యారెక్టర్ గురించి మనం ఎక్కువ ఇప్పుడు చెప్పకూడదు ఎందుకంటే సినిమాలో అదే కొంచెం ఉంటుంది లేదంటే నేను నేను చిన్నప్పటి నుంచి చూసిన క్యారెక్టర్స్ నా చుట్టుపక్కల వాళ్ళ బిహేవియర్స్ దాని నుంచి తీసుకున్న క్యారెక్టర్ అది అదే మనం మన దాంట్లో బెనిఫిట్ ఏంటి అదే అది ప్లస్ ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో చాలా న్యాచురల్గా ఉంటాయి ఎక్కడ సినిమాటిక్గా ఉన్న ఇది ఉండదు అన్ని ఒక రియలిస్టిక్ క్యారెక్టర్సే ఉన్నట్టు ఉంటుంది మీ ఫాదరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు చదువుకోవడానికి అంకుల్ మరి చదువుకోకుండా ఎందుకు అడక్క తింటున్నావు ఇంకా పోయి చేతన్ భరద్వాజ్ గారితో ఎలా అనిపించింది చేతన్ భరద్వాజ్ గారు రెండు సాంగ్స్ రిలీజ్ అయిన మూడు సాంగ్స్ మంచి మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు ఆల్రెడీ ఫిఫ్టీ ప్లస్లో ఉన్నాయి అన్నీ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్గా చాలా బాగా ఇచ్చారు నీ బర్త్డే టీజర్ చూసావు కదా ఎట్లా వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇచ్చారు అదే ఆర్ఆర్ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది మంచి అదే చాలా హెల్ప్ అయింది మన మూవీకి అంటే ఎమోషనల్ మ్యూజిక్ కానీ అంతా కామెడీ ట్రాక్స్ కానీ చాలా బాగా ఇచ్చారు అది ఇంకా థియేటర్లో చూస్తే అర్థమవుతుంది లేదులే అసలు మ్యూజిక్ అని నిజంగానే మంచి అంటే నాకు తెలిసి ఈ ఇయర్లో one of the best album నాకు తెలిసి లేదు సిక్స్త్ సాంగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది క్లైమాక్స్ సాంగ్ అది కానీ ఇంకా ఇంకా అంటే మనం కూడా మనకి ఇప్పటికీ త్రీ టైమ్స్ కదా నైన్టీన్ నైన్టీ వన్ అనుకున్నాము అది స్కిప్ అయింది మధ్యలో ఇంకో స్క్రిప్ట్ అనుకున్నాము అది స్కిప్ అయింది మళ్ళీ ఇంకోటి కూడా ఏదో అనుకున్నాం కానీ వెరీ హ్యాపీ అంటే మనం అనుకున్న దానికి ఆ బడ్జెట్ పెట్టడానికి ఆ ప్రొడ్యూసర్స్ మనప్పుడు hmm. ప్రమోద అన్న కావచ్చు రాజు అన్న వాళ్ళు దాన్ని అంత బడ్జెట్ని యాక్సెప్ట్ చేయడం అంటే ఉంటుంది కదా ఇంత కమర్షియల్ సినిమా ఇమీడియట్గా తీయాలి ఇంత బడ్జెట్ సినిమా ఇది కొత్త వాళ్ళ చేతిలో పెట్టడం అనేది కొంచెం డే డెసిషన్ అది మన వాళ్ళు కానీ అంటే నిజంగానే ఎస్ఆర్కి లన్నపం వరకు అది పాసిబుల్ అయింది అంటే అసలు ప్రొడక్షన్ టీం దగ్గర నుంచి డైరెక్షన్ టీము లెక్కి మనం మనం మనం ఏమన్నా గెయిన్ చేసుకున్నాం ఎస్ఆర్ క్లాన్ పొందాం నుంచి అంటే రేపు సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్స్ అవన్నీ పక్కన పెడితే ఒక ఫ్యామిలీని మనం ముందే అనేది అది వెరీ గుడ్ థింగ్ అది నేను షూటింగ్ ఎప్పుడైతే వచ్చామో almost one and half year ఉన్నట్టున్నాను అక్కడే రాయచోట్లోనే వన్ ఇయర్ వన్ అట్లా ఉన్నాము అంటే నాకేంటంటే మా రేప మా రేపల టౌన్ కూడా నాకు అంత తెలియదు అంటే రాయచోటి అంత బాగా తెలిసిపోయింది ఈ షూటింగ్ లో ఉండటం వల్ల మొత్తం లొకేషన్స్ చూడాలి ఆ అంబియన్స్ రాయచోటి అంబియన్స్ ఆ నేటివిటీ బాగా బాగా వర్కౌట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ అదంతా మీకు అదే స్లాంగ్ ఎలా అనిపించింది అదేమన్నా టఫ్ అనిపించిందా నీకు చేసే ప్రాసెస్లో స్లాంగ్ అంటే అక్కడ ఉన్న అది నాకు అలవాటు అయ్యే కొద్దీ కొంచెం ఓకే నాకు అర్థం అవుతుంది వర్డ్స్ ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి అనేది అదే ఆ డైలాగ్ వాషన్ నువ్వు రాసావు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అయింది బాగా hmm. అదే నా ఫైనల్లీ ఏంటంటే ఒక టెన్ డేస్ షూట్ చేసేసరికి నాకు కొంచెం కొంచెం అలవాటు అయిపోయింది ఆ నేటివిటీ hmm. ఏదైతే ఆ స్లాంగ్ కానీ అదంతా అలవాటు hmm. అయింది ఇంకోసారి బొక్క తెలిసావంటే మెట్టు ఆగస్ట్ సిక్స్త్ రిలీజ్ అవుతుంది మూవీ ఖచ్చితంగా అంటే ఇంతవరకు డిస్కస్ చేసినట్టు మా జర్నీలో ఒక మంచి సినిమా చేయాలనే ఇన్ని రోజులు వెయిట్ చేసాం నాకు తెలిసి చాలా మంచి సినిమా చేసామనే దాంట్లో ఉన్నాం మేము ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది సో మీ సేఫ్టీ మెజర్స్ మీరు తీసుకొని ఖచ్చితంగా ఆగస్ట్ సిక్స్త్ వచ్చి థియేటర్లోనే మూవీ చూడండి ఎస్ఆర్ కళ్యాణ మండపం